అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ అమ్మ అమ్మ బాబాయ్ ఆవడం ఉండదు వస్తున్నా Huh? అమ్మా ఎవడేడు పొద్దున్నే అడుక్కుండే వాళ్ళు అయిపోయినాడు డబ్బులు లేవు మా మా మా మా నేను మా నీ సుపుత్రుణ్ణి ఏంటో ఇలా ఉన్నావు నిన్ను చూసి ఎవడో బుడబొక్కలాడు వచ్చాడు అనుకున్నాను స్టైల్ మా ఇది ఏం స్టైలో ఏంటో చిరిగిపోయిన బట్టలు వేసుకొని సర్లే కానీ పద స్నానం చేయాలి వీడు పాస్వర్డ్ ఏ పెట్టాడు అర్థం కావట్లేదే ముందు పెట్టిన పాస్వర్డ్ ట్రై చేద్దాం వచ్చింది అమ్మో అమ్మో ఇంతమంది అమ్మాయిలా రాని వీడు పని చెప్తా అయిపోయాడు ఇవాళ ఒక్కలే మా ఆకలి ఉంది అన్నం పెట్టు పెడతారా నాయన కడుపు నిండుగా పెడతా ఏంటి ఇంత కోపంగా ఉంది ఏమైంది అమ్మో ఫోన్ చేతిలో ఉందరు ఫోటోలు మొత్తం చేస్తుంటది నాకు ఇంకా బ్యాండ్ బాధ భారత్ ఎవర్రా ఇంతమంది అమ్మాయిలు అదే వాళ్ళంతా మా క్లాస్మేట్స్ మా మొన్న ఫంక్షన్ జరిగింది కదా అప్పుడు తీసుకున్నాం అంతే మిగతా వాళ్ళతో కాకుండా నీతో ఎందుకు ఎక్కువ తీసుకున్నారు ఫోటోస్ ఇరుక్కున్నాను వామ్మో ఉంది ఇప్పుడు ఏం చెప్పాలి అదే కాలేజ్ లాస్ట్ డేస్ కదమ్మా అందుకని అందరితో తీసుకున్నారు అంతేమ్మా మరి ఈ పిల్ల ఫొటోస్ ఎందుకురా ఎక్కువగా ఉన్నాయి అయ్యో వదిలేలాగలేదే ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పి మేనేజ్ చేయాలి అదే ఆ అమ్మాయి ఫోన్ చిన్నదిమా దంత ఉంటుంది అందులో ఫొటోస్ రావు అందుకని నా ఫోన్లో తీసా అంతేమ్మా లవ్లు గివ్లు ఏమైనా ఉన్నా ఏమో డౌట్ వస్తుంది అయినా పడతారు మా నీ అనుమానం కాకపోతే అది కరెక్టే లే అయినా ఏముంది నీ దగ్గర లవ్ చేయడానికి నా భ్రమ కాకపోతే మరి నువ్వు అలాగన్నావు నన్ను కొంచెం తెల్లగా ఉండొచ్చు కదా ఈ మాత్రం కలర్కి ఇంతమంది అమ్మాయిలతో ఫోటోలు తీసుకుండావు ఇంకొంచెం తెల్లగా ఉంటే నిన్ను పట్టగలమా ఏంది మా నువ్వు కూడా అట్లా అంటావు మా ఫ్రెండ్స్ అట్లా అంటారు అంటారురా అంటారు ఎందుకనరు నువ్వు వేసే వేషాలు అలాంటివి సర్లేగా ఎట్లీ ఫస్ట్ ఫోన్లో ఉన్న ఫోటోలు డిలీట్ చేయి చేస్తాలే ఫస్ట్ ఫోటోలు డిలీట్ చేయి చేస్తాలే పోతాలే ఎంత కష్టపడి తీసుకున్నాను ఇప్పుడు అన్నీ డిలీట్ చేయాలంట అయినా మనకు రికవర్ చేయడం తెలియదా అండి ఆల్రెడీ గూగుల్ బ్యాకప్ పెట్టేశా పోతే పోయింది బో ఎక్కడ పోయింది రాత్రి ఇక్కడే పెట్టానే అయ్యో కొంపది సమయం ఉన్న తీసుకుందా నేను ఫొటోస్ అన్నీ చూసేసింది అమ్మో అప్పులతో తీసుకున్న వీడియోస్ అన్నీ ఉన్నాయి అవి చూసిందంటే నన్ను పొరక్కనే వస్తుంది అర్జెంటుగా వెళ్ళి ఎత్తికేయాలి అమ్మో ఫోన్ చూస్తా అన్నారు ఏం చేస్తుందేమో ఏమో అమ్మయ్యా మో బుష్ తీసుకురా బా పోయేసి వెళ్ళి పెట్టుకోపో మో పోమా నేను చూస్తాను నీ రీల్ సిటీ మో పోమా సర్లే కానీ పో అమ్మో అర్జెంట్ ఫోన్లో మొత్తం లాక్లు మార్చేయాలి A few moments later. Phone ఎక్కడ పెట్టాడు నేను ఫోన్ తీసుకుంటాననేసి వీడు బాత్రూంలోకి ఎత్తుకెళ్ళాడా ఉండు వీడు పని చెప్తా మా మా వాటర్ రావట్లేదు మా మోటరీ మా కళ్ళు మండుతున్నాయి మా ఫోన్ ఎక్కడా హలో మా వాటర్ రావట్లేదు మా మోటర్ ఏమా ఏం మోటారు ఏం రావడం లేదు ప్లీజ్ మా ఆడుకోవద్దు మా దండం పెడతా తల్లి స్నానం సగంలో ఆగిపోయింది మోహన్ సోపుంది కానీ కడగా నీళ్ళేవు మా కళ్ళు మండుతున్నాయి మా please mummy please please please call మొక్తా తల్లి ప్లీజ్ మరి నాకు ఫోన్ ఇస్తావా రీల్స్ చూసేదానికి ఇస్తాను వేస్తున్న చూడు మోటరు ఈ రీల్స్ పిచ్చేంటో ఇదిగో ఫోను నువ్వు ఫోన్లో వీడియోలు చూడడం కోసం నాకు సినిమా చూపిస్తావా ఊరికి అడిగితే ఇస్తావా నువ్వు దారుణమ్మా ఇదా పోరా మా ఫోన్ దామా బా ఇప్పుడు వీళ్ళని అస్సలు నమ్మకూడదు స్పీకర్ ఆన్ చేయమన్నాడు స్పీకర్ ఆన్ చేయ అబ్బా ఎవరో రాంగ్ నెంబర్ నాకు తెలియదు ఫోన్ స్పీకర్ ఆన్లో పెట్టు రాంగ్ నెంబర్ మాది మరి నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నావు నాన్న మళ్ళీ స్పీకర్ ఆన్లో పెట్టు స్పీకర్ ఆన్ చేయమన్నానా మీరెవరు నాకు తెలీదు అయినా మీరు నన్ను బాగా అని అయ్యో ఏమ్మా అమ్మ పక్కనుంటే మాట్లాడవా ఎవర్రా అమ్మాయి నిన్ను బావా అంటోంది నాకు తెలియకనే నీకు మరదలు ఎలా వచ్చింది అంటే ఆ పిల్ల మా ఫ్రెండ్ మా బావా అని పిలిపించుకోవాలని ఆశ నాకు అందుకనేసి ఆ పిల్లని అడిగా అప్పటి నుంచి అలా కన్ను అయిపోయింది అంతే అయినా ఎలా ఒప్పుకుందిరా అమ్మాయి నేను బావా అని పిలవడానికి అంటే డైరీ మిల్క్ పెద్దది ఇస్తానమ్మా ఒప్పేసుకుంది ఇంకెంతమందికి చెప్పావు బాబా అని పిలవమని ముగ్గురికి చెప్తా అయినా ఇలా తయారేమిటి నువ్వు ఫస్ట్ అందరి నెంబర్ డిలీట్ చెయ్యి ఇంకొకసారి అమ్మాయిలు చాటింగ్లో అని తిరిగామనుకో అప్పుడు చెప్తా నా కర్మ కాకపోతే ఇప్పుడు ఇప్పుడే ఫోన్ చేయాలనా రేపటి నుంచి అమ్మాయిలతో మాట్లాడకూడదంట మనకేం అమ్మాయిలతో మాట్లాడకపోతే ముద్ద కూడా దిగదు ఏదో ఒకటి చేసి అమ్మకి తెలియకుండా ఫోన్ మాట్లాడాలి A few moments later. అమ్మయ్య నిద్రపోయి చూస్తాను చెప్పు ఈరోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం అమ్మాయి అంటే మా క్లాస్ అమ్మాయి మా డౌట్ వచ్చిందంటే చెప్తున్నామా సార్ వాళ్ళని అడగకుండా నిన్నెందుకు అడుగుతున్నారు అది కాదు మా మా క్లాస్లో సార్లు కానీ నేనే బాగా చెప్తామా డౌట్లో అందుకే నాకు కాల్ చేసింది కావాలంటే నువ్వు అడుగు ఇలా ఇవ్వు ఇలా ఇవ్వు మాట్లాడతా కనుక్కో నా టాలెంట్ గురించి ఏం చెప్తారు కనుక్కుంటా కనుక్కుంటా ఏంది ఇంత సేపు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి లాగా ఉందిరా భోజనానికి ఇంటికి తీసుకురా ఏం చెప్పినావు తల్లి మా అమ్మకే నిన్ను తెగ పొగడేస్తుంది భోజనానికి ఇంటికి కూడా తీసుకురమ్మని చెప్తుందా అమ్మో కొంప ముంచావు కదే నీ తొక్కల ఇంప్రెషన్ కోసం నా గురించి మొత్తం చెప్పేసావు ఇంకా మా అమ్మ చేతిలో ఉంటుంది చూడు నాకు Comes the music. Boom, boom, boom, boom. I'll shoot you right down. Boom, boom, boom, boom. Ow, ow, ow, ow. Boom, boom, boom, boom. I'll shoot you right down. Boom, boom, boom, boom. Spoon అన్న సరిపోదు మా అంటే అది నువ్వు అంత ప్రేమగా టీ పెట్టుకొని వస్తున్నప్పుడే అర్థమైందిరా ఎప్పుడూ లేని ఇప్పుడు టీతో ఏం పని అందుకే వెనకాలే వచ్చా ఏం చేస్తున్నావు నానా అమ్మాయిలు టీ పెట్టడం నేర్పిస్తున్నావా అంటే అమ్మా అది తను బియ్యంలో పెట్టాలంటే అందుకే నేర్పించా అంతేమా అబ్బా ఎంత మంచి పని చేసినావు ఇంట్లో ఒక పని చేయమంటే చెయ్యవు ఇప్పుడు ఆన్లైన్లోనే వంటల ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నావా ఈ పని చెప్తా ఉండు సౌండ్లు వినపడుతున్నాయి మీరు వీరు ఫోన్లో మాట్లాడుతున్నాడా అందుకేనా నీ మాటలు చక్కర్లేదు ఎవర్రా ఓ హలో మా బుద్ధుందా నీకు సిగ్గు లేదా ఎన్నిసార్లు నీకు చెప్పేది మారవా నువ్వు ఇలాంటి ఐడియాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అయినా ఇలాంటి ఐడియాలు ఇలాంటి పులువ రాజాలకే సాధ్యం అది నిజమేలే ఇప్పుడే అన్నాను అప్పుడే స్టార్ట్ చేసేసావా పులిహోర కలిపేటప్పుడు నాకే టైం తెలియదు ఇంకా నీకేం తెలుస్తుంది మొత్తానికి కలుపుతానని ఒప్పుకున్నాలే అమ్మ బాబోయ్ నేను ఒకటి చెప్పమా ఏంటో చెప్పు ఏం లేదు నన్ను అబ్బాయి అనుకుంటున్నా అమ్మాయి అనుకుంటున్నా అదేంట్రా అలా అడిగావు ఏం లేదు నన్ను ఒక అమ్మాయిలా కాపాడుకుంటున్నావు కదా అందుకే అడిగాను ఎవరినో తీసుకొచ్చి ఇదిగో నీ కోడలంటే నేను ఎలా ఊరుకుంటాను చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కోటేశ్వరుడు కూతునిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావు నువ్వేమో అమ్మాయిలు చాటింగ్లు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు నా కోసం ఇంత ఆలోచిస్తుందా ఎందుకైనా పెద్ద చదువు చదివి నిన్ను ఇంకా నుంచి మాట్లాడకూడదు చిన్నప్పుడు నీ జాతకం చూపిస్తే శ్రీకృష్ణుడి జాతకం అని చెప్పారు ఓ ఎంత అదృష్టవంతున్నా నేను అందుకే నీ వీపు పుట్టుమచ్చింది ఉంది ఈ పుట్టుమచ్చ ఎక్కడి నుంచి వచ్చిందా నాకు తెలియకుండా అది శ్రీకృష్ణుడికి అర్జునుడికి మాత్రమే ఉంటుంది వాళ్ళకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారు ఈ పుట్టుమచ్చ వెనకాల ఎంత పెద్ద కథ ఉందా అందుకే అమ్మాయిలు ఈజీగా పడిపోయారు అది తెలియక మన పెద్ద అందగాడము హ్యాండ్సమ్ అని ఫీల్ అయిపోయింది కానీ అందుకే నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను ఇదంతా నాకు తెలియదు కదమ్మా ఇంక నుంచి అమ్మాయిలు జోలికి అమ్మాయిలతో మాట్లాడు సరేనా అయినా నీ దెబ్బకి అందరూ నన్ను బ్లాక్లు పెట్టాను ఇంకెవరు చేస్తారు మా కాల్ చెప్పి పెడితే పెట్టలారలేరా నీకు దేవకని ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా అదేదో చేసే తొందరగా చేయమా లేదనుకో నువ్వు చెప్పినట్టు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఇంట్లో పెడేస్తా తర్వాత నీ ఇష్టం ఆ పని మాత్రం చేయకురా నీకు దండం పెడతా చేయను నువ్వు చెప్పినట్టే ఏంటో ఓకేనా అమ్మాయిల జోలికే బాగుంది ఓకేనా ఓకే ఏం టైమింగ్ అనేది కరెక్ట్ టైంకి వేస్తావు ఓ control control one two three jump ఆగరా నువ్వు నీ సంగతి చెప్తాను వీడు ఎప్పటికీ మారడు చాలా ప్రమోషన్ చెప్తాను ఇలాగే అమ్మ బాబాయ్ చెస్ చేసి మీ లైఫ్లో కూడా ఏదో జరుగుతుంటాయి దయచేసి దాని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట గంట మాత్రం మర్చిపోతుంది ఓకేనా కాదండి ఓకేనా ఇక్కడ ఇక్కడ ఒక డైలాగ్ ఉండాలి కదండి ఇక్కడ డైలాగ్ ఉండాలి కదా మీకు కూడా మీ అమ్మతో పాటు అమ్మ బాబాయ్ అనిపించే సిచ్యువేషన్స్ ఎవరితో ఒకటి జరిగి ఈ డైలాగ్ ఉండాలి ఈ డైలాగ్ ఉండాలా నెక్స్ట్ ఏం చేయాలి మా ఏం బాగురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ అంటే ఏ ఛానల్ ఏం బాగురు ఛానల్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి అన్ని అన్నింటి తర్వాత మర్చిపోకుండా గంట కొట్టండి గంట ఏం కొట్టాలి గంట కొట్టాలి అది గుండె పైన కొట్టండి హలో గుడ్ మార్నింగ్ మామా కాన్ఫరెన్స్ కాల్ బాబు అచ్చా ఈరోజు పండగ కదరా గుడికి వెళ్తున్నారా అమ్మ మిమ్మల్ని కూడా తొడుక్కోబోమని what's your name Kamesh what Kamesh sir